మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు ఎవడ్రా కబాలి పిలవండి రావండి తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకో మంచిది